టెక్లో ఇది నా మొదటి వీడియో టెక్ ఎపిసోడ్ నెంబర్ వన్కి అందరికీ స్వాగతం Vivo X sixty X sixty pro మరియు ఎక్స్ సిక్స్టీ ప్రో ప్లస్ ఈ ఫోన్లను లాంచ్ చేసిన విషయం మనకు తెలిసిందే కానీ వివో కరూడ్ డిస్ప్లేతో మరో ఫోన్ని లాంచ్ చేసింది ఇది టూ వేరియంట్స్తో ఒకటి eight GB RAM and one twenty eight GB storage ఇంకొకటి twelve GB RAM two fifty six storage storage eight జీబీతో వచ్చేది ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ట్వెల్వ్ జీబీతో వచ్చేది నలభై ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలకి లాంచ్ చేసింది Vivo OnePlus forty Y one టీవీని లాంచ్ చేసిన విషయం మనకు తెలిసిందే కానీ అవి thirty two inches forty three inches మాత్రమే లాంచ్ చేసింది ఇప్పుడు కొత్తగా ఫార్టీ ఇంచెస్తో వన్ ప్లస్ టీవీని లాంచ్ చేస్తుంది అటు థర్టీ టూ ఇంచెస్కి ఇట్లా ఫార్టీ త్రీ ఇంచెస్కి మిడిల్లో మిడిల్ ప్రైస్లో ఈ టీవీని లాంచ్ చేస్తుంది వన్ ప్లస్ దీని స్పెసిఫికేషన్స్ చూస్తే one GB RAM twenty watt స్పీకర్స్తో RAM twenty watt single band two point four giga hertz wifi సపోర్ట్తో బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ జీరోతో Ethernet port two HDMI ports two USB పోర్ట్స్లు ఉన్నాయి ఈ టీవీ ఫ్లిప్కార్ట్లో కమింగ్ సూన్ అని చూపిస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే లేదా ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా పదిహేను వందల వరకు డిస్కౌంట్ పొందవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ పోస్ట్ చేసిన దాన్ని క్లిక్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయగలరు థర్డ్ న్యూస్ రెడ్మీ ఎయిట్కి సక్సెసర్గా Redmi note eight twenty twenty one అనే ఫోన్ని లాంచ్ చేస్తుంది దీని స్పెసిఫికేషన్స్ చూస్తే six point three inches full HD full MediaTek Helio G eighty five SoC processor forty eight megapixel main camera four thousand mAh బ్యాటరీతో వస్తుంది twenty two point five watt fast charging సపోర్ట్తో వస్తుంది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి లెవెన్ ట్రిపుల్ నైన్కి లాంచ్ చేస్తారని అనుకుంటున్నా fourth news Realme X seven max five G ఫోన్ని మే ముప్పై ఒకటవ తేదీన మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు లాంచ్ చేయనున్నదని రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు రియల్మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది MediaTek Dimensity twelve hundred five ప్రాసెసర్తో వస్తున్నట్లు రియల్మీ మరో రెండు ఫోన్లకు శ్రీకారం చుట్టింది మన ఐరన్ మ్యాన్ అయిన డిజిటల్ చార్ట్ స్టేషన్ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఫిఫ్త్ న్యూస్ జియో కొత్తగా ఫోర్ ప్లాన్స్ని అనౌన్స్ చేసింది ఆ ప్లాన్స్ కేవలం జియో ఫోన్కి మాత్రమే seventy five rupees plan eight days validity three GB data Jio to Jio and Jio to landline free calls Jio to other నెట్వర్క్స్కి ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ మాత్రమే అదేవిధంగా వన్ ట్వంటీ ఫైవ్ ప్లాన్ చూస్తే fourteen GB data and Jio to Jio and Jio to landline free calls Jio to other networks చేయాలంటే ఫిఫ్ట్ ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ మాత్రమే అలానే వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాన్ చూస్తే twenty eight GB data twenty eight days validity and Jio to Jio Jio to landline free calls Jio to other నెట్వర్క్స్కి ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ మాత్రమే and one eighty five rupees plan చూస్తే fifty six GB data twenty eight days validity Jio to Jio Jio to landline free calls Jio to other networks చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ మాత్రమే ఈ ప్లాన్స్ అన్నిటికీ కామన్గా ఉండేది hundred SMS per day and Jio TV Jio cinema Jio news వంటివి ఉచితంగా లభిస్తాయి ఇతర ఫోన్ల ప్లాన్ల వివరాలు చూస్తే triple two triple three triple four plans ఇవే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన న్యూస్ Thanks for watching.